హే ఎవ్రీవన్ ఈరోజు మా కాలేజ్ నుంచి ఒక ట్రిప్ ఉంది మస్కట్కి సో నేను మా ఫ్రెండ్స్ అక్కడ ఏమేం పనులు చేస్తున్నామో చూడండి అండ్ మస్కట్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి అదొక ice cream parlour and big company చాలా పెద్ద కంపెనీ సో మా కాలేజ్ వాళ్ళు అక్కడికి తీసుకెళ్తున్నారు so let's go one more thing one more thing and this week subscriber is Sailu Sailaja. Thank you for subscribing my YouTube channel. And guys, subscribe to my YouTube channel and I'll mention you in my next video. Thank you once again Sailaja Garu. Come on guys, subscribe. Now let's go. చూసావనుకో అయిపోతుంది సాయి చెబురా వాడికి అది ఓపెన్ చేయండి రాలా హాయ్ బాగానే ఉన్నదా ముందర క్యాప్ అంత ఉంటుంది ఇటీ ఇటీ లేదులే పడదులే ఇటీ వచ్చేసి